నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పయో వచ్చిందని మనం చదువుతున్నాం psalm one hundred and nineteen and one thirty నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును వెలుగు కలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును అవి తెలివి లేని వారికి ఏమిస్తాయట తెలివినిస్తాయి కొంతమంది అంటూ ఉంటారు మా వాడికి అసలు తెలివి లేదండి మా అమ్మాయికి అసలు తెలివి లేదండి అని చాలామంది అంటూ ఉంటారు అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది మనిషికి తెలివి లేని వారికి తెలివి కావాలి అంటే ఈ దేవుని వాక్యములు ఏం చేయబడాలట వెల్లడి చేయబడాల నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వారికి వెలుగు కలిగిన దేవుని వాక్యములో శక్తి ఉంది గనుక దేవుని వాక్యములు ప్రభావము కలిగిన వాక్యములు గనుక ఆ మాటలు వెల్లడి అవుట తోడనే అవి రిలీజ్ అవుతున్నప్పుడు మన జీవితాలకు వెలుగు కలుగుతుంది ఒక అద్భుతమైన లైట్ వేసినప్పుడు మన గదంతా ఏ విధంగా వెలుగు వ్యాపిస్తుందో దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవుని వాక్యానికి చోటు ఇచ్చినప్పుడట మన బ్రతుకులకు వెలుగు మన జీవితానికి వెలుగు వెలుగు లేకపోతే ఏమైందండి వెసిలి గారు నా జీవితంలో వెలుగు లేకపోతే ఏమైందంటే చీకట్లో బ్రతకాల్సిందే చీకట్లో జీవించాల్సిందే బైబిల్ చదివిస్తూ ఉంది చీకట్లో నడిచేవాడట పడతాడని బైబిల్లో ఉంది చీకట్లో నడిచి వాళ్ళు ఏం పడతారు పడతారు కట్టిక్క చీకట్లో నడవాలంటే ఎవరికైనా భయమే ఎందుకోసం అంటే ఎక్కడేముంటుందో తెలియదు ఎక్కడేముంటుందో తెలియని పరిస్థితి చీకట్లో ప్రయాణాలు చాలా కష్టమైన ప్రయాణాలే అయితే ప్రియులరా లేఖనం సెలవిస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో ఆ భయంకరమైన చీకటి కమ్ముకున్న ద్వారా మన జీవితాలు ఎలాంటి పరిస్థితులు చాలా సంవత్సరాల క్రితం మన సంఘం నుండి అరకు వ్యాలీ పాడేరు ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సువార్త దండయాత్ర నిమిత్తం టీం వెళ్ళాం బస్సు కట్టించుకుని మొత్తం బస్సు నిండా యవనస్తులందరూ కొంచెం పెద్దవారు అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాం ఒక నాలుగైదు రోజులు టూర్ అనమాట అది ఆ ప్రాంతాలన్నింటిలో సువార్త పత్రికలు పంచి ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరలా క్షేమంగా రాజమండ్రి వచ్చేసాం అయితే ఒక రోజున మేము ప్రయాణం చేస్తున్నాము వాస్తవానికి ఆ బస్సు లైట్లు అంత గట్టిగా పనిచేయట్లేదు లైటింగ్ చాలా తక్కువ ఉంది హెడ్ లైట్స్ సరిగా పనిచేయని పరిస్థితి అదొకటి అలా ఉన్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది ప్రయాణం సాగుతుంది మేము ఒక ప్రాంతానికి వెళ్ళిపోవాలి ఎక్కడ ఆగడానికి లేదు వర్షం స్టార్ట్ అయితే కొన్ని చూడండి అన్నీ కలిసి వచ్చేసినట్టు కొన్ని సందర్భాల్లో ఉంటాయి ఆ వైపర్లు కూడా పనిచేయట్లేదు ఆ అద్దానికి వైపర్స్ ఉంటాయి ఆ వర్షం పడుతూ ఉంటే ఆ నీటిని ప్రక్కకి నెట్టేస్తూ ఉంటే ఆయన ట్రై చేసేదాన్ని వైపర్లు పని చేయట్లేదు ఇప్పుడు చూడండి నైట్ టైము వర్షం లైట్లు జరగలేవు వైపర్లు పని చేయట్లేదు ప్రయాణం ఆకూడదు వెళ్ళాలి ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఆయన మెల్లగా చాలా కష్టపడి బస్సు ముందు తీసుకెళ్తాను నేను ముందు సీట్లో నేను కూర్చున్నాను టెన్షన్ ఏమో అదంతా లోయ మార్గం అదంతా కూడా ఇటు వెళ్ళలో తెలియని పరిస్థితి చీకటిలో ప్రయాణం చాలా కష్టమే చాలా కష్టమే అయితే దేవుడు తన వాక్యములు మన పట్ల ఏం చేశాడట ఆయన వెల్లడి చేశాడు అనే మాట దేవుని వాక్యములు వెల్లడి అగుట తోడనే వారి జీవితాల్లో వెలుగు కలిగింది ఈరోజు వెలుగు కొరకు చూస్తున్నావా వెలుగు కొరకు ఆశిస్తున్నావా దేవుని వెలుగు కావాలని కోరుతున్నావా మన భారతదేశంలో ఇప్పటికీ చాలామంది ప్రతి ఉదయాన్నే లేచి తమ సోమ జ్యోతిర్గమయ అనే ఒక మాట పలుకుతూ ఉంటారు ఓ దేవా నేను చీకట్లో ఉన్నాను నన్ను వెలుగులోనికి నడిపించాను ఏ రకమైన చీకట్లో ఉన్నావు తమ్ముడు అంటే ఇది భౌతిక సంబంధమైన చీకటి కాదండి భౌతిక సంబంధమైన అంధకారం కాదు కానీ నా ఆత్మ చీకటిలో ఉండిపోయింది అందును బట్టే వాస్తవాలు గ్రహించలేకపోతున్నాను తెలివి లేదు దేవుని స్వరానికి లోబడలేకపోతున్నాను సత్యాన్ని సత్యంగా అంగీకరించలేకపోతున్నాను కనుక నేను వెలుగులోనికి రావాలని కోరుకుంటున్నానని ఇప్పటికీ చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అయితే ఆ ప్రార్థనకు జవాబు ఎవరు who is the answer for that prayer when man is crying Lord lead me from darkness into marvellous light No doubt, so many people in the world, languages may be different, outward appearance may be different, but their intentions are same. So many people are expressing the similar, similar prayer. Lord, lead us into light. We are in darkness of ignorance. We are in the darkness of arrogance. Lead us from darkness into light. ప్రపంచంలో భాషలు వేరవచ్చు ప్రాంతాలు వేరు కావచ్చు మనుషుల యొక్క రూపాలు వేరు కావచ్చు కానీ మనిషి భావం మాత్రం ఒకటే ప్రతి ఒక్కరు ఇదే ప్రశ్న అడుగుతున్నారు దేవ మమ్మల్ని చీకట్లోంచి వెలుగులో నడిపించని చీకట్లో ఉన్నామని మనిషి ఒప్పుకుంటున్నాడు పాల్ గారు నేను కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్యారిస్ నగరంలో ఐఫిల్ టవర్ ఈఫిల్ టవర్ ప్రక్కనే మా హోటల్ అందులో మాకు అకామిడేషన్ ఇచ్చారు ఉదయాన్నే లేచి మా హోటల్ కిటికీ తలుపులు ఓపెన్ చేయగానే పక్కనే ఉండేది టవర్ ఈఫిల్ టవర్ ప్రపంచ వింతల్లో ఒకటి చాలా ఆనందం అనిపించేది ఆ రోజున మేము మీటింగ్ సాయంకాలం మీటింగ్ సరే మార్నింగ్ ఒకసారి ఆ ప్లేస్ అంతా చూద్దాం ప్యారిస్ అంతా చూద్దాం అని చెప్పి ప్యారిస్లో చాలా మంచి మంచి ప్రాంతాలు ఉన్నాయి చూడడానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజియం ఉంటుంది అక్కడ దానిలో చాలా ప్రాముఖ్య విషయాలు ఉంటాయి సో నాకు మ్యూజియంస్ అంటే చాలా ఇష్టం అన్నీ చూస్తూ ఉన్నాయి ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి టాప్ టెన్ మ్యూజియంస్ అన్నీ తిరిగాను ప్రపంచంలో సో ఆ మ్యూజియంకి వెళ్దామని నెక్స్ట్ ఆ ఫ్రాన్స్లో ఆ ఈఫిల్ టవర్ చుట్టూ కాసేపు అలా తిరుగుదామని చెప్పి నేను పాల్ గారు మా బ్రేక్ఫాస్ట్ ముగించుకున్న తర్వాత బయటకు వచ్చాం వచ్చిన తర్వాత ఈఫిల్ టవర్ దగ్గర నిలబడి ఉన్నా పైకి వెళ్దామని చెప్పి నిలబడి ఉన్నప్పుడు ఒక యవనస్తులు కొన్ని వందల మంది రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నారు మేబీ వాళ్ళు ఒక ర్యాలీ చేస్తున్నారో లేకపోతే ఒక ప్రొసెషన్ నడుస్తూ ఉంది అందరూ వెళ్తున్నప్పుడు వాళ్ళని పరిశీలనగా చూడగానే వాళ్ళందరూ కూడా టీ షర్ట్లు వేసుకున్నారు ఒకే రకమైన టీ షర్ట్లు దాని మీద ఒక మాట రాసింది నేను చాలా క్రిటికల్ అబ్జర్వర్ నన్ను గమనిస్తూ ఉంటాను సో దాని మీద రాసిన మాట ఏంటో తెలుసా we belong to an army of darkness అని రాసింది దాని మీద అందరూ కూడా టీషర్ట్ల మీద రాసుకున్నారు మేము చీకటి రాజ్యానికి చెందిన వారం అని రాసుకున్నారు వాళ్ళు ఎంత దౌర్భాగ్యం అయిపోతుందో ప్రపంచం అనిపించింది ఎంత డెలిబరేట్గా we belong to an army of darkness మేము అంధకార శక్తులకు చెందిన వారము అని రాసుకుని రోడ్ల మీద వెళ్ళిపోతున్నారు వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి అలాగే ఉన్నాయి ప్రియులరు గమనించండి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నిజమే మానవుడు చీకట్లోనే బ్రతుకుతున్నాడు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు రోజు రోజుకి కూడా చీకట్లో నెట్టివేయబడి దేవుని గురించిన అవగాహన దేవుని గురించిన జ్ఞానము దేవుని గురించిన తెలివి మనుషుల్లో కనబడటం లేదు ఆకాశము ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేసి వారు నా మాట వెంటలా నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు నా జనులకు యోచన లేదు తెలివి లేదు అని దేవుడు వాపోతున్నాడు మనుషులకి ఈరోజు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదట దేవుని గురించిన యోచన అవగాహన తెలివి లేదు మన బిడ్డలు సాంఘికంగా చాలా అభివృద్ధి పొందుతున్నారు చాలా సంతోషమే స్కూల్లో కాలేజీల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు చాలా సంతోషమే కానీ స్పిరిచువల్గా వారు ఏ స్థానంలో ఉన్నారో ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేసావా దేవుని గురించిన మార్గము దేవుని గురించిన విధానాలు వారికి బోధపడుతున్నాయా వాటిని అభ్యాసం చేస్తున్నారా వాళ్ళు వెలుగులో జీవించేవాడు తొట్టుపడడు తాను ఎటుపోతున్నాడో తనకు తెలుసు కనుక గమ్యం దిశగా సాగిపోతున్నాడు ఈరోజు ఆయన వాక్యములో వెల్లడవుతుండే ఒకవేళ చీకట్లో నీ జీవితం ఉండిపోయిందా అంధకారంలో బ్రతుకుతున్నావా ఈరోజు ఏసఐ మాట్లాడుతున్నాడు ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశారట బాగు చేశాడు God sends his word and he makes them well దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చే దేవుని వాక్యములు రిలీజ్ అవడంతోనే చీకటి నుండి మనిషికి విడుదల వెలుగు కలిగింది తెలివి లేని వారికి తెలివిని దేవుడు ఇస్తున్నాడు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే nine triple zero triple three triple seven అనే నెంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబర్కు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో అవ్వండి